ప్రైజ్ లాట్ నవంబర్ పంతొమ్మిదవ తేదీ రెండు వేల పంతొమ్మిది ఈరోజు దేవుని వాగ్దానము అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరమిచ్చేదను శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను అతని విడిపించి అతని గొప్ప చేసేదను తొంభై ఒకటవ కీర్తన పదహైదవ వచనము మనము ఎలాగూ అడగవలనని ప్రభువు తానే నేర్పించెను నా నామమున మీరు నన్నేమి అడిగినను నేను చేతును నా ఎందు మీరును మీ అందు నా మాటలు నిలుచుండిన ఎడల మీకేటి ఇష్టమో అడుగుడి అది మీకు అనుగ్రహింపబడును ప్రభువుకు మరపెట్టుడి ఆయన మీకు దొరుకు కాలమునందు మీరు ఆయనను వెదకుడి మీ ప్రార్థనలకు నిశ్చయముగా జవాబు దొరుకును మీ నమ్మకము వ్యర్థము కాదు ఈ దిన వాగ్దానము మన అందరి జీవితాలలో నెరవేరాలని కోరుతున్నాను ఈరోజు జన్మదిన వార్షికోత్సవములు వివాహ వార్షికోత్సవములు జరుపుకొనుచున్న ప్రతి ఒక్కరికి తండ్రి కుమార త్రియక దేవుని నామమున నిత్య శుభములు కలుగునుగాక ఆమెన్ గాడ్ బ్లెస్ యూ